శాఖ దాడుల్లో తిరుమల తిరుపతి బాలాజీ దేవస్థానానికి చెందిన పదహారు మంది ధర్మకర్తల్లో ఆయన ఒకరు ఆయన ఇంటిపై ఆదాయ పన్ను శాఖ దాడులు చేయగా నూట ఇరవై ఎనిమిది కిలోల బంగారం నూట యాభై కోట్ల నగదు డెబ్బై కోట్ల వజ్రాలు దొరికాయి భక్తుల్లారా ఇది మీ డబ్బు ఎక్కడుందో ఆలోచించండి ఇక ఇతనితోనే ఇంత ఉంటే మిగిలిన వారి వద్ద ఎంత డబ్బుంది మీరు దానం చేయాలనుకుంటే పేదవారికి అనాథలకు చేయండి ఇలా ఆలయాలకు చేసి ఇటువంటి వారిని కోట్లకు పడిగెత్తేలా చేయకండి